రోడ్డు మరమ్మతు పనులను వెంటనే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు జనగామ నియోజకవర్గంలో రోడ్లన్నీ అధ్వానమైన పరిస్థితిలో ఉన్నా కూడా కనీసం స్పందించి ప్రజలకు రాకపోకలకు తాత్కాలికంగానైనా ఒక కాంక్రీట్ వేసి ప్రజల ప్రజల ప్రజలకు పోయే రహదారిని కనీసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఈ పది పదిహేను రోజుల నుంచి ఈ వడ్లకొండ గ్రామం నుంచి తరిగొప్ల నర్మేట హుస్నాబాద్ పోయే హైవే రోడ్డు ఇది జనగామ నుంచి హైవే రోడ్డు ఎంతోమంది వందల వేల వాహనదారులు రాను పోను తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి టూ వీలర్లు వికలాంగులు మొన్న ఒక ఆయన ఇలా ఒక మహిళ కూడా పడి దెబ్బలు తగిలినాయి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ దురదృష్టకరం ఏంటంటే ముత్తిరెడ్డి ఎమ్మెల్యే డెబ్బై ఎకరాల ఫామ్ హౌస్ కూడా ఇదే రోడ్డు కానుకొని ఉంటుంది పొద్దుగాల లేతే ఆయన బాంబర్ది అన్అఫీషియల్ ఎమ్మెల్యే సంపత్ రెడ్డి ఈయన అఫీషియల్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇద్దరు ఇట్లనే పొద్దుగాల లేతే ఆయన కార్లో పోతారు వస్తారు ఇరవై నాలుగు గంటలు ఆయన ఫామ్ హౌస్ నడిచే దారిలోని అధ్వానమైన పరిస్థితిలో ఈ రోడ్డున కూడా మా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు కనీసం స్పందించకుండా అయ్యా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు నీ ఒక్క నెల జీతం సరిపోతుంది రెండు లక్షలు మూడు లక్షలు వస్తాయి నీకు కాంక్రీట్ తీసుకొచ్చి ఈడ ఒక ఒక ఇరవై ముప్పై వేలు ఖర్చు పెడితే ఈ రోడ్డు మొత్తం బాగా అవుతుంది నీ నెల జీతం సరిపోతుంది అయ్యా నీ ఎకరాలు ఎకరాలు ఆస్తులు అమ్మి మా జనగాం ప్రజలకు ఖర్చు పెట్టమని మేము అడుగుతలేము నీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి రెండు ఎకరాలు అమ్మి మాకు ఖర్చు పెట్టమని మేము అంటలేము కానీ నీకు వచ్చిన నిధులలోకి వెళ్ళి ఈ జనగామ నియోజకవర్గంలో జనగామ పట్టణంలో సూర్యాపేట రోడ్డు నుంచి అటువైపు పరిస్థితి దుర్మరమైన పరిస్థితి ఇటు నుంచి ఉస్మానాబాద్ పోయేదైతే ఇది అధ్వానమైన పరిస్థితి జనగామ నుంచి చేర్యాల పోయే మన కాన్సెస్లు ఉన్న ఆ రోడ్డు చూసుకున్న ఏ రోడ్డు చూసుకున్నా